ఆర్డర్ చేద్దాం బ్రో ఏ ఆగండి మన కుకింగ్ లేదు కదా మన కుకింగ్ స్కిల్స్ బయటకు తెద్దాం కుకింగ్ వచ్చా మనకి యూట్యూబ్ యూట్యూబ్ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం ఆనియన్ ఉందా ఉంది బ్రో ఎగ్ హలో ఓకే ఉన్నాయి కదా అవి చూసి నువ్వు అది కట్ చేసి ఇది కట్ చేయి ఓకే బ్రో పెట్టేనా ఆయిల్ పోయి కొంచెం ఎక్కువ పోయామే అంతే టూ మినిట్స్లో అయిపోతుంది మనం పోదాంప బయటకి పడాను టూ మినిట్స్ అయింది అయిపోయింది వచ్చిందమ్మా ఇదేంటి ఇంకా అవ్వలేదేంటి ఇంకా ఏమైంది నువ్వు చెప్పిందే చేసినాం మేము అరే వాడేదే చెప్పింది అందులో స్టవ్ స్టవ్ ఆన్ చేయలేదు ఇంకా అది నాకు చెప్పలేదు చెప్తున్నాయా మామ చెప్పురా అరే ఏం చేస్తున్నావు రా ఏం లేదు మా టెర్రస్ మీదకి వచ్చిన సిరీస్ చూస్తున్నా మస్తు పనే ఉన్నది అరే ఫుల్ ఆకలిస్తుందిరా మామ నాకు కూడా మరి వచ్చేసేయండి నువ్వు శివాడు బిల్డింగ్ మీద ఉన్నా ఏమన్నా చేసుకుందాం ఇక్కడ సరేరా స్టార్ట్ అవుతాం ఉంటాయి ఏంద్రా ఖాళీ చేతులతో వచ్చిండు వాడేడే అరే ఇంతసేపు రా ఇంక ఆకలి ఎవిగో Chinese noodles with tandoori fried chicken cool bro no bro it's hot కి ఇంకా వన్ మంతే ఉంది ఫస్ట్ వాళ్ళ ఇద్దరికి కాల్ చేద్దాం హలో చెప్పే వన్ మంత్ ఉంది కదా ఎగ్జామ్ కి చదువుతున్నావా ఇంకా వన్ మంత్ ఉంది కానీ చదువుదాం ఇంట్రెస్ట్ వస్తలేదు నాకు చదవట్లేదా లేదే అయితే ఓకే ఇది కూడా చదవలేదు నేను కూడా చదవను ఇది చదవట్లేదు మరి శ్రాప్ ఏం చేస్తుందో అడుగు దేనికి ఇప్పుడు ఫోన్ చేస్తుంది అభి శ్రావ్య ఎగ్జామ్స్ కి వన్ మంతే ఉంది కదా చదువుతున్నావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అంతా వన్ నైట్ బ్యాటింగే పాస్ అయితే చాలు చదవట్లేదు అయితే సరే సరే బాయ్ బాయ్ బాయ్ పిచ్చి మొహాలు మనం ఫిఫ్త్ టైం రివిజన్ స్టార్ట్ చేస్తాం రేపు ఎగ్జామ్ ఎట్లా పాస్ అవ్వాలి సబ్జెక్టే చదవాలి మంచిగా బైక్ బైక్ తెచ్చుకోవాలి మామూలుగా కాలేజ్ నైట్ నైట్ రోడ్ వెళ్దాం హలో మామ ఇంటికి వచ్చాను నైట్ రోడ్ వెళ్దాం ఇందులో ఇంత స్పీడ్ వచ్చిరు మీరు చదువుదాం ఎంత స్పీడ్ అవుతారా అంతే చదువుదాం పడి సార్ అయితే నైన్ థర్టీ వరకు చదువుదాం అయితే Five minutes later. అంతేనా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు వాడు నాకు బ్రేకప్ చెప్పిండే బాధపడకు మనం ఏం చేయలేకపోయినా పైన దేవుడు ఉంటాడు ఆయన అన్ని చూసుకుంటాడు ఈ డాక్టర్ బాబు కూడా అంతే ఇప్పుడు అర్థం చేసుకోరు ఏచి ఆపే హలో చెప్పు బేబీ ఇక నీకు నాకు సెట్ అవ్వదు let's breakup breakup ఏ జోక్ చెప్పు ఏం చేస్తాను అంతే ఇట్స్ ఓవర్ బాయ్ నిజంగా La la la la la la la la la la la la la la la la la la la టీ టీ టీ టీ టీ టీ టీ టీ టీ టీ టీ టీ టీ చేస్తావు రా కత్తి ఏంది అయితే అవును ఏం చూస్తాను రైట్ ఇప్పుడు రా బ్రో హాఫ్ అన్ అవర్ ఉంటాం ఇచ్చి పడేద్దాం ఓకేనా బాయ్ ఏంటి పార్టీ అంటావు రెడీ అయ్యేదాం బా రెడీ అయ్యేదాం అరే మన దగ్గర అవి సరిపోవే కనెక్షన్ లేదు హలో హాయ్ శృతి హాయ్ అన్నయ్య ప్రీతి పార్టీ ఇస్తా అంట రమ్మని చెప్పి చెప్పింది అవునా కానీ పార్టీ ఎంత హాఫ్ అన్ అవర్ రెడీ వెళ్దాం ఓకేనా సరిపో పదాం నేను రెడీ వెళ్దామా ఎంతసేపు రా మెంటల్ టైం అవుతుంది వన్ సెకండ్ ఇన్స్పెక్ట్ చేసుకుంటా ఎలా రా ఇట్ హ్యాపెన్స్